సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు మేము పెట్టే ప్రతి ఒక్క video notification hi friends Bajaj EMI card ఎలా అప్లై చేయాలి ఎలా తీసుకోవాలి ఓకే ఎలా ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ బజాజ్ కార్డ్ అనేది మనకున్న సిబిల్స్ రిపోర్ట్ని బట్టి ఇస్తారు ఫ్రెండ్స్ సిబిల్స్ రిపోర్ట్స్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం ఒక సెవెన్ హండ్రెడ్ అబో ఉంటే చాలు సెవెన్ హండ్రెడ్ అబో ఉంటే బజాజ్ ఈఎంఐ కార్డు అనేది వస్తుంది అది ఇప్పుడు ఫ్రీగా ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి బ్రౌజర్ తీసుకోండి బ్రౌజర్ తీసుకుని సర్చ్ బార్లో బజాజ్ ఈఎంఐ e కార్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే ఓకే ఓపెన్ అయిన తర్వాత మనం Bajaj Finserv EMI store mobile phone at no cost EMI ఉంది కదా దీన్ని కాకుండా దాని కింద second one Bajaj Finserv insta insta EMI card get your card three easy steps ఉంది కదా దీని మీద ట్యాప్ చేసేయండి సెకండ్ వన్ ట్యాప్ చేయగానే లోడ్ అవుతుంది లోడ్ కాగానే ఇక్కడ ఫస్ట్ మనకి get your insta EMI card అని కనబడుతుంది convert all purchase into easy EMIs okay card ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ స్టెప్ వచ్చేసి గెట్ ఇస్టెట్ అప్రూవ్ అంటే నెంబర్ కొట్టాలి verify your details second one number three వచ్చేసి యాక్టివేట్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అంటే మన కార్డ్ వస్తుంది instant approve EMI card approval activation easy online offline shopping okay online అంటే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వీటిల్లో ఆన్లైన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్ అంటే మనం డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకోవచ్చు కార్డ్ యూజ్ చేసి ఓకే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉన్న నెంబర్ ఇచ్చేసేయండి ఓకే నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి okay terms and conditions accept చేయండి అప్లై చేయండి ఓటీపీ వస్తుంది అలా చేయండి ఆటోమేటిక్గా రీడ్ చేసుకుంది welcome back already have an EMI network start shopping online on no cost EMI okay message వచ్చింది నేను ఆల్రెడీ ఇంతకుముందే నేను కార్డ్ ఈ నెంబర్ మీద తీసుకున్నట్టు తీసుకొని మీకు ఇది చూపెడుతున్నా ఓకే మీకు ఒకసారి కార్డ్ ఓపెన్ చేసి చూపెడతా మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చి ఏమో ఏమొస్తుందంటే Aadhaar card details PAN card details అడుగుతుంది అవి ఇచ్చేసిన తర్వాత మీకు కార్డు వస్తుందా రావట్లేదని ఆటోమేటిక్గా తెలిసిపోయింది ఒక్క నిమిషం ఉండి కార్డు చూపెడతాను ఓకే హోమ్కి వచ్చేసా మీరు దేంట్లో ఓపెన్ చేస్తారంటే కార్డు ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉందని చెప్పే కదా ప్లే స్టోర్లోకి వెళ్తే బజాజ్ ఫిన్సర్ అనే యాప్ దొరికింది Bajaj Finserv second one okay ఇది డౌన్లోడ్ చేసుకున్న ఏం లేదు మనం బజాజ్ ఫినాన్స్ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే అప్డేట్ అడుగుతుంది అప్డేట్ తర్వాత చేస్తాం కార్డ్ ఓపెన్ చేసి లాగిన్ కావండి కార్డ్లో మీరు ఏ నెంబర్ మీరు ఇచ్చారో ఆ నెంబర్తో జనరేట్ ఓటీపీ ఓటీపీ రీడ్ చేసుకుందండి ఓకే ఓటీపీ రీడ్ చేసుకుంది వచ్చేసింది మనకి ఇక్కడ ఫస్ట్లో రైట్ సైడ్ టాప్లో ఈఎంఐ అని పడుతుంది కదా కార్డ్ సింబల్తో దీని మీద ట్యాప్ చేయండి చేయండి ఓపెన్ అయింది మనకు కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తారో అదే దీంట్లో ఇవ్వండి ఓకే ఇచ్చేసాం కదా కంటిన్యూ చేయండి ఓకే కార్డ్ వచ్చేసి యాక్టివ్లో ఉంది టోటల్ లోన్ లిమిట్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంది నేను దాంట్లో కొద్దిగా యూజ్ చేసుకోక మిగిలింది పోయింది పద్దెనిమిది వేల ఒక వంద పది రూపాయలు మాత్రమే ఉంది ఇక జాయినింగ్ ఫీజు వచ్చేసి మీకు కార్డ్ అప్లై చేసేటప్పుడు అడిగిద్దండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది four ninety nine joining fees plus ఒక హండ్రెడ్ రూపీస్ ట్యాక్సెస్ ఉంటాయి so six hundred rupees pay చేస్తే మీకు కార్డ్ అనేది వచ్చేసింది కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది కార్డు బజాజ్ కార్డు మీరు దీంట్లో నుంచి ఏదైనా కొనేయచ్చండి ఓకే స్మార్ట్ ఫోన్ ఉంది ఫర్ సపోజ్ దీన్ని బై చేద్దాం అనుకున్నాం మనం ఓకే వివో సెవెంటీన్ బై చేయొచ్చు ఇదే యాప్లోకి ఓకే అండి ఇక్కడ మనకి అమౌంట్ చూపెడుతుంది ఎంత ఉందని మనకి అవైలబుల్ అమౌంట్ ఇంకా eighteen thousand hundred ten one hundred ten rupees కనిపిస్తుంది కదా మనకి ఈ విధంగా అయితే మనం కార్డ్ అయితే తీసుకోవచ్చు కార్డ్ తీసుకొని సింపుల్గా అప్లై చేయండి మీరు రిఫ్రిజిరేటర్ కానీ ఇంకా ఏమైనా సంథింగ్ మీకు కావాల్సిన ఏవైనా తీసుకోవచ్చు దీంట్లో మనం ఎందుకంటే వీడియో అర్థమైంది అనుకుంటాను కదా థ్యాంక్ యూ ఓకేగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్